hi friends welcome to my channel మనం సాధారణంగా aloo sixty five gobi sixty five ఇలా రకరకాల సిక్స్టీ ఫైవ్స్ని తింటూ ఉంటాం కానీ నేను ఈ వీడియోలో బేబీకాన్ ఆలు క్యారెట్ కలిపి మిక్స్డ్ వెజ్ సిక్స్టీ ఫైవ్ తయారు చేయడం చూపించబోతున్నాను ముందుగా మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని సరిపడా నీళ్లు పోసుకుని అవి బాగా మసిలిన తర్వాత ఈ వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ బాయిల్ అయిన వెజిటబుల్స్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఏమాత్రం నీరు రాకుండా ఇప్పుడు వీటిపై three tablespoon corn powder ఒక్క స్పూన్ మైదా సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి కొద్దిగా అవసరమైతే పైనుంచి నీళ్లు చల్లుకుని కలుపుకోవాలి మన సిక్స్టీ ఫైవ్కి కావలసిన వెజిటబుల్ పీసెస్ని రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని అది వేడైన తర్వాత వెజిటబుల్ పీసెస్ని ఈ విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎంత చక్కగా వేగుతున్నాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మిగిలిన వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా వేయించేసుకుందాం అన్నీ వేగిపోయి రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మందపాటి బాండి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక్క స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి తర్వాత హాఫ్ కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం అలాగే ఒక్క స్పూన్ టమాటా సాస్ ఒక్క స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు సాసులు ఇష్టమైతే కనుక ఇంకో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో పావు కప్ వాటర్ వేసుకుని ఒక నిమిషం బాగా ఉడకనివ్వాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేస్తున్నాం మనం తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఇది బీట్రూట్ని పౌడర్ చేయడం మీకు ఆల్రెడీ వీడియో చూపించాను కదా ఆ పౌడర్ని కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టి వడకట్టి ఈ విధంగా రెడీ చేసుకున్నాను నేను ఇది బీట్రూట్ కలర్ వాటర్ దీన్ని కూడా కొద్దిగా వేసేసుకుందాం సిక్స్టీ ఫైవ్ ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది కదా నేను ఇలా కొంచెం డిఫరెంట్గా యూస్ చేశాను మ్యాక్సిమం అందరూ రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ యూస్ చేస్తూ ఉంటారు కదా పింక్ కలర్ వెరైటీగా ఉంటుందని నేను బీట్రూట్ పౌడర్ని యూస్ చేశాను ఇలా కొద్దిసేపు ఉడకనివ్వాలి చూసారు కదా గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకుని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి గ్రేవీ అన్ని పీసెస్కి పట్టేలాగా తిప్పుకోవాలి ఈ వెజిటబుల్ పీసెస్ వేసిన తర్వాత స్టై హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే తగినంత నిమ్మరసం దీనిలో నేను సగం చెక్క పిండుతున్నాను ఇష్టమైతే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి అంతే మన mixed veg sixty five ready అయిపోయింది దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే వేడి వేడి mixed veg sixty five ready అయిపోయింది మీరు కూడా ట్రై చేస్తారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ